వచ్చే విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకు సంబంధించి మైనార్టీ గురుకుల పాఠశాల మరియు కళాశాలకు సంబంధించినటువంటి అడ్మిషన్స్ అన్నీ కూడా ప్రారంభమవుతున్నాయి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా వెబ్లో ఉంది అదేవిధంగా వైడ్ పబ్లిసిటీ ఇన్స్టిట్యూషన్ వైపు నుంచి కూడా చేస్తున్నారు minor minorities residential education society నుంచి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పిల్లల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాం వాళ్ళ వాళ్ళ మెరిట్ వాళ్ళ వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి పిల్లలకు అడ్మిషన్స్ పారదర్శకంగా నిర్ణయించడం జరుగుతుంది ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ఏర్పాటు చేసినటువంటి ఈ గురుకులాలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం రాష్ట్రంలో రెండు వందల నాలుగు మైనారిటీ విద్యాసంస్థలు ఉన్నాయి గురుకుల పాఠశాలలు ఉన్నాయి ప్రభుత్వం అన్ని వర్గాలకు కలిపి ఒక వెయ్యి ఇరవై తొమ్మిది రెసిడెన్షియల్ పాఠశాలని ఇదివరకే నెలకొల్పి ఉన్నది అందులో మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ వీటి ద్వారా క్రమక్రమంగా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మైనార్టీలకు సంబంధించినటువంటి పిల్లలు ఉన్నత విద్యకు వాళ్ళు ఎగబరాకడం కోసం ప్రాథమిక స్థాయి నుంచే మాధ్యమిక విద్య ఉన్నత విద్య కళాశాల విద్య అంతా కూడా వాళ్ళ పూర్తి స్థాయి గురుకులంలో లభించడం మూలంగా అద్భుతమైనటువంటి రీతిలో వాళ్ళు పర్ఫామ్ చేయడానికి వాళ్ళు తమ ప్రతిభను కనపరచడానికి మార్గం ఏర్పడుతుంది సులభమవుతుంది ఉన్నతమైనటువంటి ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులుగా వాళ్ళు ఉన్నత విద్యాల సంస్థల్లోకి పోతున్నారు ఇప్పటికీ కాబట్టి వాళ్ళ ప్రతిభను మరింత మెరుగుపరచడానికి మరింత సానబెట్టడానికి ఈ గురుకులాలు ఎంతగానో తోడ్పడుతున్నాయి గురుకులాల యాజమాన్యాలకు గురుకులాల సిబ్బందికి నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు